హలో అండి నమస్తే నేను ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్తో మీ ముందుకు వచ్చానండి హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్స్తో ఉన్న రెసిడెన్షియల్ ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్ ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను మీరు ఇప్పుడు చూస్తున్న beautiful HMDA open plots venture location మా అండి హైదరాబాద్ బెంగళూరు హైవేకి జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి ఈ సైట్ లొకేషన్ ఈ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ నేను ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తున్నానండి హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్స్తో ఆల్ మేజర్ డెస్టినేషన్స్కి మంచి కనెక్టివిటీ ఉండే ఓపెన్ ప్లాట్ వెంచర్ ఇప్పుడు మనం చూస్తున్నాము ప్రాజెక్ట్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇది eighteen acres HMDA and RERA అప్రూవల్స్తో ఉన్న రెసిడెన్షియల్ ఓపెన్ ప్లాట్స్ వెంచర్ అండి ఇందులో మనకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది ఇందులో మనకి sixty forty thirty three feet BT roads ఉంటాయండి beautiful landscaping with avenue plantation and children's play area కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఉంటుందండి అండ్ వాటర్ ట్యాప్ కనెక్షన్స్ ఉంటాయి ఈచ్ అండ్ ఎవ్రీ కి కూడా గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ వస్తుందండి ఇంకా డెవలప్మెంట్స్ అవుతున్నాయి విత్ బిగ్ కాంపౌండ్ వాల్ వస్తుంది అండ్ ఇందులో మనకి underground drainage system rain water harvesting system electricity with street lights కూడా ఉంటాయండి hundred percent vastu and clear title అండి ఇది స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది ఇందులో ప్లాట్ మనకి one sixty seven square yards నుంచి ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వరకు అవైలబుల్గా ఉంటాయండి east and west facing plots ఉంటాయి మంచి డిమాండ్ ఉన్న లొకేషన్స్లో హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్స్తో ఓపెన్ ప్లాట్ సేల్కి ఉన్నాయండి దీంతో పాటు మనకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది సో ఇటువంటి ప్రాజెక్ట్లో మీరు ప్లాట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన నేను చూపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చండి స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది ఈ లొకేషన్ హైలైట్స్ ఒకసారి చూసుకుంటే twenty minutes drive from city centre fifteen minutes drive from RGI airport ten minutes drive from ORR fifteen minutes drive from proposed zoo park ten minutes drive from MSN labs ten minutes drive from my home projects and proposed regional ring road and Shadnagar టౌన్కి కూడా జస్ట్ టెన్ మినిట్స్ డిస్టెన్స్ ఉంటుందండి మన ఈ సైట్ లొకేషన్ నుంచి అండ్ జస్ట్ టెన్ మినిట్స్ డిస్టెన్స్లోనే Johnson and Johnson Amazon ware house LV Prasad eye institute JP Dargah మరెన్నో international schools and educational institutes కూడా నియర్ బై ఉన్న లొకేషన్ అండి ఇది బెంగళూరు హైవేకి జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి ఈ సైట్ లొకేషన్ ఆల్ మేజర్ డెస్టినేషన్స్కి just ten to twenty minutes డిస్టెన్స్లో ఉండే మంచి ప్రైమ్ లొకేషన్లో ఓపెన్ ప్లాట్స్ మనకి సేల్కి ఉన్నాయండి మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవడానికి స్క్రీన్ పైన నేను చూపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చండి స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది that's all for the video friends thank you thanks for watching the video video నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ